नाइस और एक बंदे यहां पर ही है आ रहा हूँ साबार पे This is a simulation game set in a virtual world and does not represent real Good life. Luck, Good luck, May Play in moderation, take frequent breaks, and play responsibly. Net రాదు బొచ్చు రాదు రిక్వెస్ట్ పెడతాడేం బ్రో బొచ్చుగాడు బ్రో లిఫ్ట్ దింపు లిఫ్ట్ దింపు ఆడు దిగుతున్నాడు బ్రో నా నాగం చేసినావా నిజా ఏంది ఇది ఒక చోట చూపించింది మజాక్ ఆడితే ఇంకేం I got supplies. Watch out! Böyle bunlar ki Awesome. Awesome. गाड़ी रोक दो यहाँ पर ही रोक दो गाड़ी రైట్ రా ఆహా, నువ్వు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాయి ఆడ ఫైట్ తీసుకోకు ఎందుకు తీసుకోకు బ్రో ఇట్రా అయ్యా నన్ను చూసిరు బ్రో आ रहा हूँ एक मिनट भाई वन एच पी मारो मारो मारो Watch out! Watch out! मारो यहाँ पर ही है out. जल्दी नाइस और एक बंदे यहाँ पर ही है Watch out! दो बंदे दोनों एक बंदे काम रिवाइव में दे रहा है यहाँ पर दो Watch बंदे out! Watch out! अम्मा, నువ్వు రివైవ్ అయితే వెహికల్ తీసుకొని వచ్చాయి आ रहा हूँ सबर भी भाई रिवाइव भाई Awesome. Hi Thanks. Bye help help help help nice bro excellent నలుగురిని కొట్టింది మనోడు బాయ్ రివైవ్ బాయ్ రివైవ్ कर दो रिवाइव कर दो okay okay bro thank you भाई मंदी मस्त కొట్టింది भाई खाली भाई हेल्थ किट नहीं है भाई थैंक यू ब्रो Awesome. Awesome. Thanks. Thanks. तो भाई इधर ही है बंदा कवर देना ये पेड़ के पीछे ये बंदा यहाँ पर बे कवर ओके ओके अरे किधर गया बंदा भाई एक मिनट में गायब आजा आजा आजा आजा आजा अरे नाक आ जाओ उसके टीममेट्स रहेंगे भाई देखकर ओके ओके साउंड आ रहा है Thank you. उसके पीछे बंदा ओके ओके रिकॉल हो क्या आया ये ओके ओके Okay. బ్రో వెహికల్ ఉంటే వేసుకొస్తావా भाई व्हीकल लेके आओ नंबर टू के पास जाएंगे Watch out. कौन? Watch out. भाई एक एक नॉक एक नॉक एक नॉक इधर आओ इधर आओ Marked a vehicle. vehicle. भाई नंबर पे ఏ బా ఆడున్నారా బ్రో మీరు fall, fall. Nice. Awesome. Thanks. Awesome. I got supplies. Apartment side My number number 3 आओ watch out watch out Watch out! Watch out! Marked a location. location. <laughs> Watch out! Watch out! हाँ भाई अरे विंडो लकल देंगे ना ब्रो भाई watch out watch out ग्रांड है सॉरी भाई ఆడు కూడా అయిపోయాడు లోపల ఆడే అయిపోయాడు లోపల విండో దొంకండి దొంకండు నైస్ నైస్ నైస్ దా Awesome. Awesome. давай первый. ఈ డిప్పు కూడా ఏం చేస్తున్నాడు అక్కడే వీడి మెన్షన్ దగ్గర నుంచి ఇప్పుడు వెళ్తున్నాడు జోన్ లోకి వీడు వెళ్తే వేయాలి ఎక్కడ ఇంట్లోనే ఉన్నాడు అపార్ట్మెంట్ లో ఇది లేడు బ్రో టైం ఇచ్చి చూసి అయిపోయాడు అంట అరే టుప్పు బాతు ప్లేయర్ నన్ను కొట్టాలి ఇద్దరు అయిపోయారు రాళ్ళు నంబర్ టూ నంబర్ ఫోర్ ఒకడు నువ్వు ఒకడు ఇద్దరు చంపేశారు మీరు అక్కడ లేట్ చేశారు లూట్ చేసుకుని వెంటనే పైకి వెళ్తాం లేకపోతే వేరే ప్లేస్ తీసుకుంటే కొట్టేసేవాళ్ళు వాళ్ళిద్దరిని కూడా బాయ్ జోన్ కా अरे डुप्पू प्लेयर्स हमारा आदमी बाहर में Ranjata. Let's fight Let's together. Fight together. दौड़ो दौड़ो दौड़ो दौड़ो హలో హలో ప్లేయర్స్ చూడండి మా వాడు పరిగెడుతున్నాడు రాయల్టీగా ఆల్పే ఆల్పే కెదరే కెదరే దా ఇటు సైడ్ ఉంటాడు Awesome. ఎస్ఐనా ఎస్ఐనా Thanks. Awesome. Awesome. ऐसा ना कि बाहर में हमा- हमारा आदमी दौड़ता है एक आदमी है ఫోర్ హండ్రెడ్ బ్రో టు దా ये चीटिंग करते हैं అయిపోయినాయి అయిపోయినాయి उसको मार బాబు బాయ్ ఇది అయిపోయాడు రా అదిగో అరే రే లెఫ్ట్ సైడ్ పరిగెడుతున్నాడు లెఫ్ట్ సైడ్ పరిగెడుతున్నాడు రా ఈడు మొత్తం రైట్ సైడ్ తిప్పేస్తాడు. తిప్పు ఈడు రైట్ సైడ్ తిప్పు రైట్ సైడ్ తిప్పు రైట్ సైడ్ ఆ ఇళ్ళ దగ్గరికి వచ్చాడు అటే వచ్చాడు అటే వచ్చాడు అటే వచ్చాడురా ట్యాంక్ దగ్గరికి వచ్చాడే అంటే ట్యాంక్ వెనకాల ట్యాంక్ వెనకాల ఎక్కడ కరెక్ట్ వెనకాల కొంచెం పైకి లేదు లైట్ బ్యాక్ సైడ్ కూడా ఉందిగా ఆ బుల్లెట్ తాగలా ఈ డెప్ ఎగిరిపోద్ది ఇప్పుడు చచ్చాడు చచ్చాడు తీ ఏడా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి హలో ముందు మైకాల్ దేకా మైకాల్ కహా ఐసే తూ అంతే కహా ఐసే తూ నా. ఆ, ఎక్కడున్నారా మీరని ఓహో పని buggy buggy వచ్చేసింది వీళ్ళే ఇందాక కూర్చున్న వాళ్ళు ఒరే ఆడు వెళ్ళిపోయాడు ఇద్దరు ఉన్నారు ఒక్కడేనా ఆలే ఆలేరా రా ఇల్లే ఇల్లే రివైవ్ ఇచ్చాడే అయితే నంబర్ టూ చంపలా అన్నీ చంపల నేను చంపడమే నాదే కిల్లు పడింది నంబర్ టూ పది కిల్లులు అంటారా ఏడు కిల్లులు ఈడు నాలుగు అరే నంబర్ నాకు వాళ్ళ ముగ్గురు అయితే బాకీ మరి విత్తలేడు ఇచ్చేస్తున్నాడు పది కిలోలు ఎప్పుడు కొట్టినావు బ్రో జాజ్పూర్ సిటీ నుంచి వీళ్ళు ముగ్గురే వీళ్ళిద్దరు ఒప్పు పని అవుతాయి ఇంకా చచ్చిపోయాడు తిరిగి వెనక తిరిగి వచ్చి కొట్టాడు వాళ్ళ ఒకడు అటు ఒకడు ఏం డ్రాప్ లో కనబెట్టి అయిపోయారు అరే బ్రో ఎక్కడ పన్నారు బ్రో గడ్డిలలో నించున్నాడు మన పండాడు మంచిగా నించున్నాడు ఏడ నిల్చోండు నాకు కనపడం కూడా కనపడతలేదు